అప్పుడైతే మనం పిల్లి దగ్గరికి యూట్యూబ్లో ఒక పిల్లి సౌండ్ అయితే తీసుకెళ్ళి రియల్ పిల్లి దగ్గర వినిపిద్దాం దాని రియాక్షన్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం దీని అయితే ఇప్పుడు ప్లే చేశాను ఆల్రెడీ ఒకసారి ప్లే చేశాను రియాక్ట్ అయ్యింది మొబైల్లో ఏ విధంగా అడుస్తుందో అది కూడా అట్లే అడిచింది ఇప్పుడైతే మనం క్యాట్ దగ్గరికి వెళ్ళి దాని రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం లెట్స్ గో చూడొచ్చు ఇక్కడ మనం వీడియో అయితే ప్లే చేసాము బ్రైట్నెస్ ఉంచుతాం చూడొచ్చు దీన్ని తీసుకెళ్ళి మనం పిల్లి దగ్గర అయితే వెళ్దాం చూడొచ్చు ఇప్పుడైతే మనం పిల్లి దగ్గరికి వచ్చాము ఈ వాయిస్ని అయితే దీనికి వెళ్ళి ప్లే చేద్దాం సౌండ్ అయితే ఇప్పుడు మొబైల్ నుంచి వస్తుంది ఫస్ట్ టైం అయితే రియాక్ట్ అయింది ఇప్పుడు రియాక్ట్ కాకుండా భయపడితే సంపిల్లే తెలియకుండా డైరెక్ట్గా పిల్లి దగ్గరికి సౌండ్ తీసుకెళ్ళాను అప్పుడు బాగా రియాక్ట్ అయింది దాంట్లో అడుస్తున్న విధంగానే ఇది కూడా సౌండ్స్ చేసింది ఏదో కమ్యూనికేషన్ లాగా ఏమో ఇప్పుడేం వాయించిందో దీనికి వీడియో స్టార్ట్ చేసినప్పుడు సరిగా రెస్పాండ్ కావట్లేదు ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం ఎలా వస్తుందో ऐप डाउनलोड करो और कोकोनट ऑर्डर करो పనుకో ఇక్కడ వీడియో ప్లే అవుతుంది ఇది పిల్లి చూడండి రియాక్షన్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ 哈 <laughs> 哈 <laughs> 喵喵